వేరు రూపం గా ఉన్నా వాడు సూపర్ మ్యాన్ ఆయుధం మీద ఆధారపడి నీలాంటి వాడి ధైర్యం వాడి ఆయుధంలో ఉంటుంది ఆయుధంలా బ్రతికే నాలాంటి వాడి ధైర్యం అణు అణువులా ఉంటుంది అవును ఇట్లాంటి మనిషే criminals will be punished no matter what, even though there is no evidence.